Idli sir namaste sir boss cinema one seventy five days పడాలి సార్ ఎన్ని సెంటర్స్ కావాలి హండ్రెడ్ డేస్ అన్ని వన్ సెవెంటీ ఫైవ్ అన్ని త్రీ హండ్రెడ్ డేస్ అన్ని చెప్పండి రా ఇర కుమ్మేస్తారా cinema taxi hello yeah speaking you know హల్డీన్ యా యా ఎగ్జాక్ట్లీ అయినా దరిద్రమైన పేర్లు ఏమిటయ్యా నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే లక్షణమైన పేర్లు చెప్పేవాడిగా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే సరే చెప్పు మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలో లేదు ఇంకా సినిమా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇంటర్వెల్ వచ్చేసరికి మీకు క్లైమాక్స్ అయిపోద్ది ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట ఏంటి సార్ మౌనంగా ఉన్నారు మీకు కొంచెం సిగ్గి ఎక్కువ అనుకుంటాను ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకో పాలిసోడు లంఘనక్రాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో అందరూ నవ్వుతుంటే అదేం పెద్ద జోక పగలబడి నవ్వటానికి వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలా చెప్తానుండు ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఎంత బాగుందో అయ్యో అయ్యో అయ్యో ఓకే ఆరెంజ్ లో ఉందా పరే నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు నేను అంత రిస్క్ చేయలే ఏం కదా ఒకసారి చూడండి ప్లీజ్ గురుజీ ప్లీజ్ అది చెయ్య అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది చేతి నిండా గోతులే నాకు ఏడుపు వస్తుందిరా He is the Liger. ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేశావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి నా కడ్డీ లాగట్లేదు నేను వస్తాను సార్ సార్ సార్ సార్ మీరు వెళ్ళకండి సార్ మీరు వెళ్తుంటే మిమ్మల్ని ఫాలో అవుతూ చెప్పాల్సి బాబు ఇక్కడే చెప్పు the Liger! Ni ya. ah, ah, abu, ah, abu, ah, abu. Uh. He is the Liger! Hey, sir, నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం మరి నేను రాగాలు పైకి లేదు ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు నీరసం వచ్చేసింది అరే మాటలు క్లియర్ చెల్లిపోతున్నారు ఇక్కడ ఒకటి పీకు ఏకమైనప్పుడు పీకో కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు పీకో ఏకమైనంతే ఓకే ఓకే